రామోయిజం అంటే ఏంటి it is my thoughts thank you very much hero not ya ఇప్పుడు రామోయిజం నిజంగా ఆడికి అర్థమైంది నేను ఎప్పుడు అనుకుంటానండి ఆడు ఫస్ట్ ఫ్యామిలీని దేవుణ్ణి సమాజం వదిలేదు only then that for me is the thing అది భలే చెప్తారండి అంటే ఎంటర్టైన్ చేస్తున్నాను నేను యా <laughs> ఈ మూడు వదిలేస్తే దాన్ని think ya you understand so మీరు అలా వినిపించుకోకపోతే మీరు మాత్రం కోపం తెచ్చుకోరు ఏది అంటే ఎవరైనా మీ థియరీ మీ